ಬಂದು ಹೋಗೋಣ ಹಾಂ Gracias. సంకలనం చేయాలని తీసుకొని పరిస్థితి బాగాలేదు మనకు బయట సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు మాస్క్ బయట పెట్టుకుని రాడు చేతులు కట్టుకోవాలని చెప్పాను బయట జిల్లా హుస్నాబాద్ మండలంలోని కుకినపల్లి గ్రామంలో ఈరోజు నేస్తం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు మడప జీవన్ రెడ్డి గారు మరియు సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు కూచనపల్లి గ్రామంలో corona covid nineteen corona virus సందర్భంగా ఈ కూచనపల్లి గ్రామంలో ఈరోజు ఉచితంగా ఈ మాస్క్ తర్వాత శానిటైజర్ పంపిణీ చేయడం జరిగింది గత నాలుగు నెలల నుంచి మనకు దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఈ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ ఉన్నది దీనివల్ల ఈ మధ్యకాలంలో కూడా చాలామంది ఈ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చి చాలామంది చనిపోతున్నారు దాంట్లో దృష్టిలో వచ్చుకొని మానవతా దృక్పథంతో వారు ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ నేస్తమైన ఒక స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు మానవ మానవత్వంతో వాళ్ళు ప్రజలకు అవేర్నెస్ చేయడానికి కరోనా వైరస్ బారిన పడకుండా ఉండడానికి అంటే దేశానికి పట్టుసీమలు గ్రామ పట్టుకుమ్మలు గ్రామాలు కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలు అందరూ మంచిగా ఉండాలని నా ఊరికి నేను సాయం చేయాలనే ఉద్దేశంతో నేస్తం అనే స్వచ్ఛంద సంస్థ ప్రారంభించి దాని ద్వారా ఈరోజు శానిటైజర్స్ తర్వాత మాస్క్స్ వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఇంటికి దాదాపు పన్నెండు వందల ఇండ్లు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి ఎవరు కూడా బయటికి రాకూడదు బయటకు వచ్చినా కంపల్సరీ మాస్క్ ధరించాలి మాస్క్ ధరించకుండా వెయ్యి రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది ఫైన్ అనేది కాకుండా మనకు సెల్ఫ్ డిసిప్లిన్ స్వీయ స్వీయ క్రమశిక్షణ స్వీయ రక్షణ స్వీయ నియంత్రణ అనేది కంపల్సరీ ఉండాలి ఇన్ని రోజులు మనకు ఒకసారి జనరల్గా ఫస్ట్ కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని తర్వాత మర్కజ్ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్ వచ్చిందని తర్వాత హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఫ్రెండ్షిప్లో గ్యాదరింగ్లో టుగెదర్ ముచ్చల్పల్లి గ్రామంలో నేస్తం సోషల్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛందంగా స్థాపించి ప్రతి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఇంటింటికి పన్నెండు వందల మంది గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి మాస్క్ అందజేయాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి మాస్క్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి శానిటైజర్ సప్లై చేయడం జరుగుతుంది సో ఒక మంచి ఉద్దేశంతో ఈ కరోనా మహమ్మారి మనకు సిటీల నుంచి వెళ్ళి పట్టణాల నుంచి వెళ్ళి పల్లెల గ్రామాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఇంటికి కూడా శానిటైజర్ అండ్ మాస్క్ ఇవ్వాలి ప్రతి ఒక్క వ్యక్తికి అనే ఉద్దేశంతో అందరికీ మా గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది